ఏమిటో ఈరోజు పేపర్లో విశేషాలు భర్తకి ఇదివరకే పెళ్ళైందని తెలిసి ఆత్మహత్య చేసుకున్న ఓ వివాహిత ఏంటో మీ ఆడాళ్ళు అంత గుడ్డిగా ఎలా మోసపోతారో నాకు అస్సలు అర్థం కాదు అదే మా మగాళ్ళని చూడు ఎంత తెలివిగా ఉంటామో ఎక్కడైనా ఎవరి వెళ్ళనైనా ఎప్పుడైనా మోసపోయామా ఎందుకు మోసపోతారు మోసం చేసేదే మగవాళ్ళైనప్పుడు ఎప్పుడు ఆడదేగా అబ్బబ్బబ్బ నా ఉద్దేశం ఆడాళ్ళు కూడా మగాళ్ళంత తెలివిగా చురుగ్గా ఎందుకుండరని ఎందుకు మగాళ్ళు చేసే మోసాలు రివర్స్లో ఆడాళ్ళు కూడా చేయడానిక అబ్బా ఏం మాట్లాడినా వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికేస్తావు కదా నేను తెలివైన దాన్ని కాబట్టి అంటే నేను తెలివి తక్కువ విధాననే చూడు నన్నెవరూ మోసం చేయలేరు ఆ మాటకొస్తే అవతల వాళ్ళని నేను గొర్రెలు చేసి ఆడిస్తాను నన్ను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆ ఇలా మీ భుజాలు మీరే కొట్టుకుంటూ ఉండండి ఎవడో ఒకడొచ్చి మీ మొహాన్ని గొరుబొమ్మ పెట్టి మరీ పోతాడు నువ్వు జన్మకి నన్ను నా తెలివితేటల్ని మెచ్చుకోవు ఒప్పుకోవు నీతో నాకు డిస్కషన్ ఎందుకు గాని దోమలగూడలో పనుంది పను చూసుకొని సాయంత్రం వస్తా నాకు ఈవేళ సెలవు అని చెప్పాను కదా ఏదన్నా సినిమాకి వెళ్దాం నీకు ఇవాళ ఒక్కరోజే సెలవు నాకు రోజు సెలవే సిటీలో ఉన్న సినిమాలన్నీ చూసేశాను కావాలంటే నువ్వు వెళ్ళు నాకు పనుంది అంజీ అంజీ అదిగో అమృతంగాడు పిలిచినాడు వస్తా అంజీ మీకు పెళ్ళం కన్నా అమృతం ఎక్కువ ఓ చెవిటంజిగా ఏ, వస్తున్నా ఐదు సార్లు పిలిచాను ఏంట్రా అంత కంగారు ఆ, ఏం లేదురా నేను సంజు మా ఫ్రెండ్ విజయ్ లేడు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం వెళ్ళు. మేము తిరిగి రావడానికి సాయంత్రం అయిపోతుందిరా ఈ లోపు నీకేదైనా అవసరం వచ్చిందనుకో మాకు ఫోన్ చేయి ఆ ఈలోపే పెద్ద బ్రహ్మాండం బద్దలైపోతుందని నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి నన్ను కాపాడేస్తావని నేను నీకు ఫోన్ చేయాలా వెళ్ళరా హ్యాపీగా సర్లేరా ఇల్లు జాగ్రత్తగా చూసుకో కొంపలే అంటుకుపోరా నువ్వు వెళ్ళరా బాబు బీపీ టాబ్లెట్ వేసుకో సంజు రెడీయా రెడీ అంటరా తాళం వేసి వస్తున్నా వెళ్ళేది బ్రంచ్కి బ్రిటన్కి వెళ్తున్నంత పెద్ద బిల్డప్ శాంత నేను పని చూసుకుని వస్తా ఇదే का टी टाइम ग्रास ఏంటన్నా ఊరుకో అమ్మా ఊరుకో ఊరుకో నాని కన్నా ఓ నాన్న ఓ అదో అంకుల్ చూడు అదో అంకుల్ చూడు పిలుస్తున్నారు కోతి పాలు పట్టిస్తానుండు ఉండు నాన్న పాలు పడతానుండు ఉందమ్మా పాలు కావాలా తీసుకోండి పాలు దాయ్ ఇలా ఇవ్వండి పాలు పడతాను ఇలా ఇయ్యమ్మా ఆ మాత్రం పట్టించలేనా వచ్చేసే కొంచెం జాగ్రత్తగా పట్టండి అలాగే పక్కకు ఒలికిపోతున్నాయి అది అన్నిటి వైపు వెళ్ళేవే దోమలు కూడా వైపు వెళ్ళే బస్సులు ఒకటి రావట్లేదు ఏంట్రా అలా ఏడుస్తావు అదిగో అమ్మ అమ్మ అదిగో అమ్మ ఏడిపించద్దు సరిగా పాలు పట్టండి పడతాను పడతాను అమ్మ అయిపోయింది అయ్యో పదండి బస్ వచ్చింది వెళ్దాం రండి వెళ్దాం బస్ వచ్చింది మా రూట్ బస్ అది కాదు మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి ఇగో తీసుకోండి చాలే ఊరుకోండి రోడ్డు మీద ఏంటి జోకులు భార్యాభర్తలన్నాక హైదరాబాద్ లో ఒకరు సికింద్రాబాద్ లో ఒకరు ఎవరైనా కాపురం ఉంటారా భార్యాభర్తలవా ఏ ఏం మాట్లాడుతున్నా పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటా కేకలు ఎవరైనా వింటే మీకు పిచ్చి అనుకుంటారు పదండి ఇంటి దగ్గర చేసే అల్లరి చాలక పైగా రోడ్డు మీద కూడానా ఇంటి దగ్గర ఎవరింటి దగ్గర ఏమ్మాయి ఏమైంది నీకు నాకేమీ అవలేదు మీకే పుడుతుంది అప్పుడప్పుడు మాయరోగం బస్ స్టాప్ దగ్గర ఇదిగో అమ్మాయి నువ్వు అతిగా మాట్లాడుతున్నావు మర్యాదగా ఉండదు <laughs> ఇంతే నా బ్రతుకెలా నవ్వుల పాలు అవ్వాల్సిందే మీ పిచ్చి ఎప్పుడు కుదురుతుందో నా బ్రతుకు ఎప్పుడు బాగుపడుతుందో దేవుడా ఏంటమ్మా ఏమైంది ఏంటి ప్రాబ్లం చూడండి ఇదేమైనా పద్ధతిగా ఉందా అసలే బాబుకు పొద్దుటి నుంచి ఒళ్ళు కాలిపోతుంది హాస్పిటల్ తీసుకెళ్లి చూపించాం ఇంటికి వెళ్దాం పదండి అంటే లేదు నేను రాను ఇటు నుంచి సినిమాకి వెళ్తానంటాడు ఏంటయ్యా నీకు ఇదేమైనా పద్ధతిగా ఉందా అమ్మాయిని ఎందుకు బాధపడతావు అనవసరంగా నీకేం తెలుసునయ్యా మరీ కల్పించుకు మాట్లాడతావు నాకేం తెలియకపోవడం ఏంటి ఇందాక నుంచి అంతా చూస్తూనే ఉన్నా చూడు బాబు పబ్లిక్ లో అనవసరం న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా జాగ్రత్తగా భార్య బిడ్డ ఇంటికి తీసుకెళ్ళు ఏమండోయ్ నీకు అసలు బుద్ధుందా ఆవిడ నా పెళ్ళం కాదు వీడు నా బిడ్డ కాదు ఇది నా పాలసీసా కాదు అర్థమైందా ఓహో నీ బిడ్డ కాకుండానే ఎత్తుకొని ఆడిస్తున్నావా జోల పాడుతూ పాలు పట్టిస్తున్నావా అలా అడగండి అన్నయ్య గారు ఒక పట్టాన చెప్పింది వినరు ఇంటి దగ్గర కూడా అంతే ఎంతో బ్రతిమాలితే గాని హాస్పిటల్ కూడా తీసుకురాలేదు ఎవరు నేనా అసలు నువ్వు తండ్రివేనా అసలు నువ్వు మగాడివేనా అసలు నువ్వు మనిషివేనా పరమ లో ఉన్నావే ఆపండి అవన్నీ మీరు ఓ అమాయకుడు వ్యధ వినకుండా మీ ఇష్టం వచ్చేట్లు తిడుతున్నారే మీరు శారిస్టులు ఒక అమాయకుని వ్యధ కాదు ఇది ఒక అబలకు జరుగుతున్న అన్యాయం ఇంకొక మాట మాట్లాడవో దేహ శుద్ధి చేస్తా మర్యాదగా అమ్మాయిని తీసుకుని ఇంటికెళ్ళావు ఎవరింటికి అమ్మాయి ఇంటికా మా ఇంటికా ఇద్దరు కలిసి ఉంటున్నా ఇంటికి ఇందాక నుంచి చూస్తున్నాను అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నావు మా ఇష్టం వచ్చిన చోటికి ఎక్కడికి వెళ్తావు అడగడానికి నువ్వేడువే పదండి ఇంటికి వెళ్దాం ఏ నువ్వు ఉండవమ్మా ప్రాణాలు తీయడానికి దొరికాను రేయ్ అమ్మాయిని ఇంకొక మాట అన్నావో ఏమండి మర్యాద నా భర్తను ఒరే గిరే అన్నారు బాగుండదు చూసావా నీ భార్య పాతివ్రత్యం భర్తను రే అంటేనే సహించలేని ఈ మహిళామూర్తిలా నువ్వు హింసించేది ఏయ్ మర్యాదగా తీసుకెళ్ళు లేదా భూమి మీద మోకలుండు ఈ బిడ్డ నా బిడ్డ కాదంటే నమ్మరేంటండి బాబు అసలు వీడికి నాకు పోలిక ఉందా నా రంగు ఏంటి వాడి రంగు ఏంటి ఛీ, నీచుడా కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానిస్తావురా నువ్వు రంగుదేముందిరా మనసు మనసును ప్రేమించాలిరా ఈ పవిత్ర మూర్తిని అనుమానిస్తావురా నువ్వు కళ్ళు పోతాయిరా ఓ నాయనో ఎన్ని రకాలుగా చెప్పినా మీరు నన్ను నమ్మరేంట్రా బాబు నన్ను అర్థం చేసుకోరేంటి మీరు ఇంతవరకు మీరే నాకు అర్థం కాలేదు ఈ పది నిమిషాల్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు పదండి నేను రాను పదండి వెళ్దాం నేను రానంటుంటే రమ్మంటుంటే నేను రాదంటున్నానా ఇంతే నా బ్రతుకిలా రోడ్డు మీద నవ్వుల పాలు అవ్వాల్సిందే మీ పిచ్చి ఎప్పుడు కుదురుతుందో నాకెప్పుడు మంచి రోజులు వస్తాయో చూడు ఎంత చెప్పినా కూడా ప్రతిపాదించుకోవడం పద్ధతి కాదు లేకపోతే ఏం చేస్తాం ఏం చేస్తావా వినేలా చేస్తాం పదండి వెళ్దాం నేను ఎలా రాడో నేను చూస్తాను ఆటో రా ఎవరికి ఆటో ఎక్కరా ఎక్కు పద, అనుకుంటున్నావా వీళ్ళిద్దరిని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేస్తాను అలాగే టెరిఫిక్ గా బుట్టలో వేసిందిరా శకుంతల మన టీవీ ప్రేక్షకులకు భలే బాగా దొరికడి వాళ్ళ అంతా బాగా రికార్డ్ అయింది కదా బాగా రికార్డ్ అయింది మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక రెండు సీక్రెట్ కెమెరాస్ ఆన్ చేస్తుంది శకుంతల మనం ఆ ఇంటికి యాభై గజాల దూరంలో పార్క్ చేస్తే చాలు సెలవు దొరికేదే వారానికొక్కరోజు సినిమాకెళ్దామనంటే పనుందని పోయాడు మైదార్ మొగుడు ఇక్కడ ఇక్కడ పావేంటి ఇదే మా ఇల్లు అవును ఇదే మా ఇల్లు అక్క నేను వస్తాను అక్క. జాగ్రత్త సరే అటో నువ్వు ఏమైంది బాబు ఈవిడెవరు అదేమిటండి అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయలా నిలబడిపోతారే చెప్పండి పదండి ఏమండి బాబుని కూడా తీసుకువెళ్ళండి ఆ, <laughs> అక్క బావని చివరిలో షోకి ఇచ్చేసరికి గురుడు కంగారు పడిపోయాడురా సరే లోపలికి నువ్వు ఒకటివిరా నాకు పడుకో పడుకో ఇప్పుడు చెప్పు ఏమిటిదంతా నిజం చెప్తున్నాను వినిసి అంత దోమలు కూడా వెళదామని బస్ స్టాండ్ లో నిలబడ్డాను బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఆ అమ్మాయి ఈ పిల్లాడితో అవస్థలు పడుతుంటే ఈ పిల్లాడిని ఎత్తుకున్నాను అంతే అంతే నన్ను పట్టుకుని మొగుండని నా ప్రాణాలు తీసేసిందనుకో అయినా బస్ స్టాప్ లో అంత జనం ఉండగా ఈ అమ్మాయి నిన్న ఇలా మోసం చేస్తుంటే అందరూ చూస్తూ ఊరుకున్నారా ఊరుకోలేదు మరి అందరూ ఆ అమ్మాయిని సపోర్ట్ చేశారు ఇంకొంచెం సేపు అయ్యాక నేను ఆ అమ్మాయిని నా పెళ్ళం అనకుండకపోతే ఏ కీలు తీసేసి ఉండేవాళ్ళు ఏంటి ఏ కీలు కా కీలు అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళం అందంటే నా కళ్ళు కప్పి దాన్ని కట్టుకుని రెండో ఇల్లు మెయింటైన్ చేస్తున్నావు అనమాట అయ్యి బాబోయ్ నువ్వు కూడా వాళ్ళలాగా మాట్లాడతావేంటి నువ్వే కదా అన్నావు నా పెళ్ళామని అబ్బా వాళ్ళతో అప్పటి పరిస్థితి కొద్దీ అలా అనాల్సి వచ్చింది బస్ స్టాప్ లో అంత జనాన్ని వదిలేసి ఆ అమ్మాయి నీ వెనకాల ఎందుకు పడినట్టు ఆ టైంలో నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒక్కడవే ఉన్నావా మరి జనం కొట్టబోయారని చెప్పావు అబ్బబ్బబ్బబ్బా నేను ఆ అమ్మాయిని పలకరించేసరికి ఎవ్వరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను ఆ తర్వాతే వచ్చి చచ్చారు వాళ్ళందరూ ఏంటి ఆ అమ్మాయిని నువ్వే పలకరించావా పలకరించడం అంటే బస్ బోరు కొడితే ఆ అమ్మాయి చేతిలో ఇగో వీణ్ణి ముద్దాడిపోయాను అంతే ముద్దాడిపోయావా ఆ అమ్మాయి ఏమి నీకు చుట్టం కాదు కదా ముద్దాడడానికి బుద్ధి పొరపాటే చేశానే అయినా నీకు నా మీద అనుమానాలేంటే సుప్రీంకోర్టులో లాయర్ ప్రశ్నలు వేసేలాగా నేను ఎలాంటి ఉండో నీకు తెలియదేసే అంత సరే సరే ఆడదానిలో ఏంటా ఏడుపు అయినా ఈ అమ్మాయి నీ వెనకాలే ఎందుకు పడినట్టు అదే నాకు అర్థం కావట్లేదు ఆ కొంతమంది ఎంతకైనా తెగిస్తారు ఇలా నాటకం ఆడి మన దగ్గర ఎంతో కొంత డబ్బు గుంజేద్దామని చూస్తుందేమో అవునవును అంతే ఉంటుంది అమృతం గారికి ఫోన్ చేస్తాను ఇక్కడ కొట్టేశారా పోలీసులతో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలరా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలిగా హలో హలో విజయ్ గారు మా అమృతాన్ని కాస్త పిలవండి ఎవరు మాట్లాడేది నేను నేను అమృతాన్నే ఒరే అమృతం నేను రంగిని ఒరే నువ్వు తాపి ధర్మారావు పోజుమాని ముందు అర్జెంటుగా ఇక్కడికి రారా ఏమైందిరా కొంపలు అంటుకున్నాయిరా కొంపలా హలో హలో హలో ఇదేం ఫోన్ రా అదే హలో మ్యాటర్ చెప్పకుండానే ఫోన్ కట్ అయింది హలో విషయం పూర్తిగా చెప్పకుండానే ఫోన్ కట్ అయింది కొంప తగలడిందంటే ఇప్పుడు ఏం చే ఫైర్ స్టేషన్ ఫోన్ చేయాలి ఎంగేజ్ హలో ఫైవ్ స్టేషన్ అండి అశోక్ నగర్ ఉంది కదండి సెకండ్ స్ట్రీట్లో ఫ్లాట్ నెంబర్ వన్ ఫోర్ త్రీలో కొంప తగలబడిపోయిందని ఇప్పుడే సమాచారం అందింది ఇక్కడ కాదు మీరు అర్జెంట్గా అక్కడికి వెళ్ళండి సంజు సంజ్ రే ఇంక అర్జెంట్గా నేను వెళ్తాను రా హలో ఫైర్ స్టేషన్ అండి ఫ్లాట్ నెంబర్ వన్ ఫోర్ ఒరే అమృతం నేను రా అంగిని ఇందాక లైన్ కట్ అయిపోయింది నువ్వా రే సరే కానీ ఇంతకీ మా ఇల్లు ఎంత తగలబడింది మీ ఇల్లు ఎంత తగలబడింది టోటల్గా ఎవరిది ఎక్కువ తగలబడింది ఇల్లు తగలబడ్డం ఏంట్రా నువ్వు ఇందాక అన్నావు కదరా కొంపలు అంటుకున్నాయని నీ తెలివి తెల్లారినట్టే ఉంది నీ చెప్పింది నా సమస్య గురించి నువ్వే ఓ సమస్య గాడివి పొద్దున్నే అన్నావు కదా బ్రహ్మాండం బద్దలవుతుందా అని మళ్ళీ ఈ కొత్త సమస్య ఏంటి కుళ్ళు జోకులు మాని నేను చెప్పేది విను ఆ చెప్పు ఓ అమ్మాయి నన్ను తన మొగుండని తెగ ఇబ్బంది పెట్టేస్తోందిరా ఏంటి అమ్మాయా బాగుందా ఒరే ఈ టైంలో వేళ కొడాలేంట్రా మరి లేకపోతే ఏంటి నిన్ను మొగుడిగా శాంతి భరించలేకపోతుంది మళ్ళీ ఇంకో అమ్మాయా అబ్బా నిజంగా నిజం రా బాబు అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ముందు నువ్వు ఇక్కడికి రారా సర్లే వస్తున్నా అలాగే వస్తున్నా ఒరే విజయ్ మా ఇంజగాడికి ఏదో అయిందిరా నేను మళ్ళీ వస్తాను సంజు ఈ టైంలో ఫోన్ చేయవలసిందే అమృతానికి కాదు మరి పోలీసులకి భలే గుర్తు చేశావు ఆగాగు పోలీసులంటే వాళ్ళు కాదు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి నేనేమన్నా ఆడదాన్నే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఫోన్ చేయడానికి ప్రొటెక్షన్ నీకు కాదు నాకు ఇంకా నీకు నా మీద అనుమానం పోలేదా నీ గురించి కాదు అదిగో దాన్ని దాని సంగతి వాళ్లే చూసుకుంటారు అలాగా ప్రకాష్ చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో అర్జెంటుగా మన వాళ్ళకి పోలీస్ డ్రెస్ వేసి పంపించు మన కిరణ్ వెంటనే పంపిస్తున్నాను <laughs> రండి ఇన్స్పెక్టర్ గారు ఎవరమ్మా ఇక్కడ శకుంతల అని చెప్పి ఫోన్ చేశారు నాకు నువ్వేనా నాకు ఫోన్ చేసింది ఎంత మైకంగా ఉన్నావమ్మా నిన్ను చూస్తుంటే నిజమైన శకుంతలా ఉన్నావమ్మా నిన్ను మోసం చేసిన దుష్యంతుడు ఎవరమ్మా సార్ కాస్త నన్ను మాట్లాడిస్తారా మాట్లాడండి మీకు ఆ హక్కు ఉంది శకుంతల్ని నేను మరి ఈవిడెవరు శాంత అని నా భర్తకు పెళ్ళాం వాట్ అవును మీకు ఫోన్ చేసింది నేనే మరి నీ భర్తకు నువ్వేమవుతావు మోసపోయిన భారత నారినవుతాను మోసం చేసిన వాడు భారతీయుడేనా ఇతనే ఓ ఆఫ్రికనా కాదు ఇండియన్ నిన్నెక్కడో చూసినట్టుంది నన్న అలాంటి అవకాశం లేదు ఎందుకుండదు నువ్వు అస్తమానం దోమలగూడలో తిరుగుతూ ఉంటావు కదా పర్సనల్ పనుల మీద ఎక్కడెక్కడో తిరుగుతుంటాం అంత మాత్రం ఎక్కడా కనిపించకూడదా ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ పెద్ద శోభన్ బాబు అయిపోదాం అనుకుంటున్నావా ఆ ఈవిడో పెద్ద శారదని ఈవిడో చిన్న శ్రీదేవిని జోక్లా నీకు గంట టైం ఇస్తున్నాను ఇద్దరులో ఎవరో ఒకరిని తేల్చుకోపోతే ఇద్దరు పిల్లలు ముద్దులు మొగుడివి కాదు ఏడు ఊసలకి అల్లుడు అవుతావు వస్తానమ్మా okay sir women protection cell అంటే ఇదేనా ఒరే ఒరేయ్ జీవించేశారా బాబు అందరూ బలేవాడివే లోపల శకుంతల ఇంకా బ్రహ్మాండంగా జీవించేస్తుందా జేవై టీవీయా మా ఇంటి ముందు ఉందేంటబ్బా పోలీసులు <laughs> నారి నారి నడు మురారి మంచిగా ఆదివారం వచ్చే బక్రా ప్రోగ్రామ్ ఇది ఏవై టీవీ లేడీ అనమాట ఈ వారం మంచి బక్రా దొరికాడు ఈ ఎపిసోడ్ గ్యారంటీకి సక్సెస్ అవుతుంది టీవీలో అంచిగాడు బక్రా రేయ్, ఇంక ఈ రోజు ఒరే అంజుగా జేవై టీవీ వారికి నువ్వు బకరాగా దొరికావురా ఇప్పుడు చూడు నేను అరవీర భయంకరంగా విజృంభించి నటించి టీవీలో అవుతాను నువ్వు గొర్రె అవుతావు <laughs> ఓసి శకుంతల కాసుకొని వస్తున్నా నీ జేవై టీవీ తుప్పొదిలిపోద్ది పొద్దునే లేచి ఎవరు మొహం చూశాను నేను ఎలాంటి ఉండని చెప్పినా వినిపించుకోవేమే నేను నా మాటగా సర్థం చేసుకుంటా నేను ఈ వయసులో గవిడి గేదెలు అలా ఏడిస్తే బాగుండదురా అయినా నేను ఒక హాఫ్ డే లేకపోతే బ్రహ్మాండం భద్రైపోతున్నా ఏంటి మళ్ళీ నువ్వు కూడా నన్ను చంపకురా చూడరా Suku my god my sweet Suku darling ఇంత సడన్ గా వచ్చావేంటమ్మా అయినా తోలోలు తీస్తున్నాయి కదా తలుపులు తీస్తున్నాయి కదా అని ఎవరు పోర్షన్లో పడితే వాళ్ళ పోర్షన్లో వచ్చేయటమేనా మన పోర్షను ఇది కాదు అది రా మనం ఇంచక్క అక్కడికి వెళ్ళిపోదాం ఒరే అమృతం ఏంట్రా ఇది ఉష్ ఈ అమ్మాయి నీకు తెలుసా తెలుసా ఏమిట్రా మేమిద్దరం కలిసి చాలా రోజులైంది చూసావా శాంత ఇప్పటికైనా నమ్ముతావా నన్ను అనవసరంగా అనుమానించావు ఈ అమృతం గడికి ఇదేం భయరాగు రే లక్షణంగా సంజీవిని పెట్టుకుని నీకు ఇదేం పోయకాలం రా ఈ మాయదారి పిల్ల నీకెక్కడ దొరికింది నా ఫిఫ్త్ సెటప్ గురించి ఒక్క మాట అన్నామంటే కంటి రెప్పతో చంపేస్తా ఫిఫ్త్ సెటప్ యా ఈ ఊర్లోనే ప్యార్ ఈ ఊర్లో అంటే వేరే ఊళ్ళలో కూడా నీకు సెటప్లు ఉన్నాయా అరే రండి ఒరే పెద్దపురం అమలాపురం భోగాపురం పిఠాపురం మైలవరం ఐలవరం గన్నవరం అన్నవరం భద్రాచలం సింహాచలం నెల్లూరు అల్లూరు ఏలూరు ఆరూరు గుంటూరు గూడూరు మోటూరు పాటూరు చిత్తూరు పుత్తూరు ఒంగోలు కర్నూలు ద్వారపూడి కత్తిపూడి సంగారెడ్డి రంగారెడ్డి ఆకివీడు నూజివీడు గాజువాక ఆరిపాక బెంగళూరు మ్యాంగ్లూర్ ముంబై కలకత్తా ఢిల్లీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ డౌ డోకలో పోలీస్ అంటే నాకు లెక్క ఇటారా ఎరా బూకింతున్నావు నీకెవడరా ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది అమ్మో ప్యాంట్ ఎంటర్ ఎక్కడ కట్టావు ఫ్యాషనా ఏరా ఏంట్రా పొట్టే ఆడవాళ్ళని మోసం చేసే నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదురా ఊరికే ఎందుకురా వదలటం ఆ పోనీ డబ్బులు ఇచ్చే వదులు ఏమంటారు స్టేషన్ కి తీసుకెళ్లి బాగా డబ్బు చదువుతారా స్టేషన్ కి వెళ్ళకేస్తావా హెల్ప్ మీరా బాడీ పెయిన్ స్టేషన్ కి వెళ్ళగానే ఇచ్చే లేట్ చేయకూడదు వాడికి ఏమవుతుందో ఏంటో ఏమీ అవదు ఏమి అవదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అండి అంటే ఓహో ఇదంతా జేవై టీవీ బక్రా ప్రోగ్రామా మరి చెప్పరే మరి మావాడి సంగతి ఆ పోలీసుల్ని కూడా మా వాళ్ళే పంపించి ఉంటారు ఎనీహో మా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు గిఫ్ట్ ట్యాంపస్ కూడా ఉంటాయి బాబుని తీసుకుని నేను వెళ్తాను <laughs> మొత్తానికి భలే అయింది టెన్షన్ పడిన గిఫ్ట్ యాంపర్లు దక్కాయి మనకి హలో ఒరే అజ్జిగా ఒరే అమృతం ఎలా ఉన్నారా బ్లాక్ కట్రైల్ మీద ఉన్నారా ఏం మాట్లాడుతున్నావు ఏంటో వాళ్ళు పోలీసులు కాదంటగా అవునా పోలీసులు కాదు task force women protection cell అట ముడుచుల మీద కొట్టేశారా ఒరే ఏదో విధంగా నన్ను ఇరికించకుండా ఉండవు కదరా యారా మిమ్మల్ని కాదు సార్ ఈసారి ఆడవాళ్ళ వెళ్ళావో నిన్ను ఏమైందండి నన్ను రక్షించబోయి వాడిరుక్కున్నాడే ఏంటి సార్ ఇది ఎరా కొంపలంటూ పోతున్నాయని మా ఫైర్ స్టేషన్ గుర్తు ఫోన్లు చేసి మా టైం అంతా వేస్ట్ చేస్తావా రేయ్ ఇంకొకసారి కానీ ఇట్లాంటి ఫోన్లు చేస్తే నిజంగా నండి చేస్తాం పదరా వాడికేమో పోలీస్ స్టేషన్ నాకేమో ఈ ఫైర్ స్టేషన్ అసలు ఇదంతా ఈ టీవీ స్టేషన్ గురించే <laughs>